హైదరాబాదు గడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము హుజురాబాదు గడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము తిరుగుబాటు గొంతుకైన ఉద్యమ గణము అమరుల స్ఫూర్తితో నింగికి తా పొందగలము ఇరుగుబాటు గొంతుకైన ఉద్యమ కణము అమరుల స్ఫూర్తితో తాకిన గణము కాంగ్రెసు చట్టాలత కథం దొక్కి కదలగా వెంకటన్న దేగలు పని ప్రజలు మన్నదివ్వగా హుజురాబాదు గడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము అడుగడుగున న్యాయం న్యాయంపై నడయాడిన నాయకుడా విద్యార్థి ఉద్యమాల ఉప్పెనయ్యి కదిలినోడా హైదరాబాదు గడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము అడుగులు పెట్టిన లేదు నీ ధైర్యం రక్కసి రాజం పైన ఆపలేదు నీ సమరం అమలు కాని పథకాలతో గడుపుతున్న సర్కారు ప్రజాధనం వృధా చేస్తూ అప్పు ఆలుగడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము చలో ఉద్యమాల కాగడయ్యి నోడ తరణి యువ నాయకుడా దోపిడిని సహించక ఎదురు తిరిగిన గొంతుగా పదంటు తలుపు తడితే అండగా ఉంటాడురా చేతులెత్తి వెంకటన్నకు జై కొడుతున్నారు డబ్బు దరువు సప్పుళ్లతో పప్పతి పడుతున్నారు చేతులెత్తి వెంకటన్నకు జై కొడుతున్నారు అలడుతున్నారు హుజురాబాదు గడ్డ మీద రగిలిన రణము కాంగ్రెసు జెండాలతో కదిలెను జనము